ఇప్పుడు ఉన్నటువంటి యాక్టివ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ కనిపిస్తలేడు అనేది నా క్వశ్చన్ దీన్ని మీరు ఒప్పుకుంటున్నారా అంట ప్రతిసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేస్తాడన్న ఆరోపణ ఉంది అది అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు కేసీఆర్కు బలమైన ధీటైన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని నిరూపించుకోవడానికి ఇంకేమైనా ఉన్నాయా మీ దగ్గర తెలంగాణలో నాలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు కేసీఆర్ అనే వ్యక్తి నా బలమైన వ్యక్తి అని ఒప్పుకోను బలహీనుడే చాలా బలహీనుడు వాస్తవానికి అది క్యూనిస్ లో కూడా మేము చాలా సార్లు మీరు మీరు క్యూనిస్ లో బాగా చూస్తుంటాం మేము మీరు చాలా పగాడు బంద్ చేస్తుందో అవినీతి అక్రమాలతో పాటు ప్రభుత్వం ఏ విధంగా అసలు ఈ వ్యవస్థని భ్రష్టు పట్టిస్తుందో మీరు బ్రహ్మాండంగా వేస్తున్నారు కూడా ముఖ్యమంత్రి అంటే అన్ని పార్టీలకు ముఖ్యమంత్రి అందరు ఎంపీలకు అంటే ఈయన ఏమైంది ఓడితో పోలవాలి రాక్షసుడు అనాలన్నా ఏమన్నా నేను మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భువనగిరి నియోజకవర్గంలోనే అత్యంత గొప్పగా యాదాద్రి నరసింహస్వామి ఆలయాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తిని మీరు విమర్శిస్తున్నారు మీరు ఒకసారి యాదాద్రి రండి మేము ఎప్పుడు పోతాము వర్షం పడితే కురుస్తుంది గర్భగుడి ఇంత కొత్త కట్టింది ఇప్పుడు కొత్త కట్టింది కొత్త కట్టింది వర్షానికి వర్షానికి కురుస్తుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నంత స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇట్లాంటి అంశాలు మాట్లాడతలేదు అంటే నాకు నా కాన్సెన్స్ నాకు డెప్త్గా స్టడీ చేసుకుని వన్ ఇయర్లో నేను రాష్ట్ర నాయకుడికి అడుగుతున్నాను మిమ్మల్ని నన్ను అసెంబ్లీలో అన్యాయంగా నన్ను ఎందుకు డిస్క్వాలిఫై చేసిండు నేను నువ్వు స్వామిగౌడ్ గారిని కొడితే దెబ్బ తాకిందని చెప్పి అంత నాటకాలు ఆడితే అడ్వకేట్ జనరల్ రాజీనామా చేసిండు కేసీఆర్ అంతా డెవలప్ చేసి మీరు ఏది ట్రాక్టర్ ర్యాలీలు ఇవన్నీ చూస్తలేనట్టు సార్ ఆయన పాలాభిషేకాలు ట్రాక్టర్ ర్యాలీలు జిందాబాదులు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి కడుగుతూ ఉన్నారు ఎంత గొప్ప నాయకుడు అయితే అటువంటి సాంప్రదాయబద్ధంగా ఆయన గడుగుతారు సార్ మీరు పోయిన డెబ్బై సంవత్సరాలు కానీ ఇక ముందు కానీ ఇలాంటి అవినీతే కాదు ఒక నియంత ముఖ్యమంత్రి రాడు ఓ వైపు మీరు ఎంపీగా పోటీ చేసిన సందర్భంలో చిరుమర్తి లింగయ్య గారి సతీమణి కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతు చేయడానికి తిరిగినటువంటి నా కారణం తిరిగింది రెండు మూడు రోజులు మా ఊరే కదా మీ ఊరే కానీ భర్త వైపు ఆపోజిషన్ లో ఉండి సరే అది అది అంటే ఇదంతా మీ ప్లాన్ అంటారు సొంత పార్టీ నాయకులనే వెంకటరెడ్డి గారు కాపాడుకోలేకపోయింది అనుకోవచ్చు అట్లే ఓన్ అడగండి మా కార్యకర్తలు అడగండి మా కాంగ్రెస్ పార్టీల ఎక్కువ మున్సిపల్ చైర్మన్లు ఎక్కువ మున్సిపల్ కౌన్సిల్ టీఆర్ఎస్ కంటే ఎక్కువ గెలిచినాం ఇప్పుడు కొంచెం బాధ అనిపిస్తలేదా నల్గొండ ప్రజానికి చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు ఇప్పుడు ఏమంటారు రోజు ఏడుస్తారు ఇవాళ కేటీ రామారావు గారు లక్ష యాభై వేల ఉద్యోగాలు మేము భర్తీ చేసినామని చెప్పి చెప్తా ఉన్నాడు కానీ వాస్తవానికి టీఎస్పీఎస్సీ ప్రకటన రైట్ టు ఇచ్చింది ఇరవై తొమ్మిది వేల చిల్లర ఉద్యోగాలే అబద్ధానికి మారు పేరు అవినీతికి మారు పేరు మోసానికి మారు పేరు కుటుంబం